పడి మెట్ల పైకెక్కి గుడికే భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుములు అయ్యనే కన్యస్వామి కత్తిస్వామి గంటస్వామి గరస్వామి పేరుస్వామి గురుస్వామి స్వామి మాతలందరూ కూడా కొంచెం మాట్లాడారు స్వామి ఓం శ్రీ స్వామి శ్రీ याला नागराणी उपंगा उडूया

아니